మనకి ఎంత వెళ్ళో ఏమనేది తెలీదు చూస్తుంటే Eh, ఏ పాలు పొంగిన చూడు క్రాస్ పెట్టినావు కదా కింద అది క్రాస్ లేకపోతే కన్నాడు బంద్ చేసా బంద్ చేయరా పెట్టు పెట్టు పెట్టు పెట్టు బీరన్న తగ్గించి తగ్గించి నువ్వు స్లోగా తగ్గించాలి సాయి అయ్యా గ్యాస్ అదే నువ్వు రా నువ్వు రా